ఓం లక్ష్మీ నరసింహాయ నమ విశాఖపట్నం జిల్లా సింహాచలం గ్రామంలో వేంచేస్తున్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి చందన మహోత్సవం ఈ నెల ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై మూడున నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయడం జరుగుతుందండి అందులో భాగంగా ఈ లైన్ డిపార్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేయడానికి గౌరవ దేవాదాయ శాఖ మంత్రివర్యులు మరియు డిప్యూటీ సీఎం గారు అలాగే జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్తో సమన్వయ కమిటీ ఒకటి ఏర్పాటు చేసి ఏ డిపార్ట్మెంటు ఏ విధమైన కార్యక్రమం చేయాలి భక్తులు వచ్చేటప్పుడు ఏ విధమైన మనం డిపార్ట్మెంట్ పరంగా చేయవలసిన అన్ని కార్యక్రమాల గురించి ఆ రోజు కూలక్షంగా చర్చించి ఏ డిపార్ట్మెంట్ ఏ కార్యక్రమాలు చేయాలన్నది ఒక మినిట్స్ రూపంగా కలెక్టర్ వారు ఇవ్వడం జరిగిందండి ఆ ప్రకారం ఆ సంబంధిత డిపార్ట్మెంట్స్ అన్నీ ఆ రోజు నుంచి వారు చేయవలసిన కార్యక్రమాలన్నీ పూర్తి చేయడం జరుగుతుంది ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున దేవాలయంలో చేయవలసిన కార్యక్రమాల్లో కారణం ఏంటంటే వచ్చే భక్తులందరికీ ఒక మంచి వాతావరణంలో స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఏర్పాట్లో భాగంగా క్యూ లైన్స్ అలాగే క్యూ లైన్స్ త్రూఅవుట్ మనకి షామియానాలు ఏర్పాటు చేయడం చలువు పందిర్లు ఏర్పాటు చేయడం క్యూ లైన్లో వచ్చే భక్తులందరికీ మంచినీళ్ళు అలాగే మజ్జిగ చిన్నపిల్లలకి పాలు కూడా అందించడానికి తగిన విధంగా క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం మధ్య మధ్యలో సర్వీస్ లైన్స్ ఏర్పాటు చేసి ఆ సర్వీస్ లైన్ ద్వారా వెళ్ళి భక్తులకి మంచినీళ్ళు అలాగే పాలు బిస్కెట్స్ కూడా అందించడానికి అనుగుణంగా క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగిందండి ముఖ్యంగా ఏంటంటే ఈ నాలుగు రకాలుగా కేటగిరీస్ మనం డివైడ్ చేయడం జరిగింది అందులో సర్వదర్శనం అలాగే మూడు వందలు దర్శనం అలాగే వెయ్యి రూపాయల దర్శనం అలాగే వివిఐపి దర్శనం పదిహేను వందలు ఏదైతే ఈ నాలుగు రకాల దర్శనాలు ఏర్పాటు చేశాము ఏ లైన్లో నుంచి భక్తుడు వెళ్ళినా స్వామివారి నిదరూప దర్శనం చక్కగా కనపడే విధంగా మనం ఏర్పాట్లు చేయడం జరిగింది ఏంటంటే మేము సర్వదర్శనం అన్నది ఒక ర్యాంప్ హైట్లో పెట్టాం తర్వాత మూడు వందలు అనేది కొంచెం తక్కువ హైట్లో ఉంటుంది అలాగే వెయ్యి రూపాయలు పదిహేను వందలు ఆ విధంగా మనం స్టేజెస్ అంటే స్టెప్ స్టెప్గా పెట్టడం వల్ల స్వామివారి నిద్రూప దర్శనం ఏదైతే పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు చక్కగా కనపడితే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ టైం టు టైం ఏదైతే కలెక్టర్ గారు సిపి గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి భక్తుడికి ఎటువంటి అసౌకర్యం కలగకోకుండా దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందండి సుమారు లక్ష నుంచి లక్ష ఇరవై వేల మంది స్వామివారి దర్శనానికి వస్తారని అంచనా ఉంది గత సంవత్సరం తీసుకున్నట్టయితే అరవై నుంచి డెబ్బై వేలు అని చెప్తున్నారు ఈ సంవత్సరం దానికి డబ్బులు వస్తారు కాబట్టి దానికి తగిన విధంగా ఏర్పాట్లు చేయమని జిల్లా యంత్రాంగము దేవాదాయ శాఖ ఇచ్చిన ఆదేశాల ప్రకారం మేము ఈ క్యూ సిస్టమ్స్ కానీ అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది దర్శనం అయిన తదనంతరం వారు బయటకు వచ్చే దారిలో మనం అది ఏదైతే స్వచ్ఛంద సంస్థలు అలాగే దేవాలయం నుంచి ఏర్పాటు చేసిన ఈ ప్రసాదాలు ఏదైతే ప్రియ ప్రసాదం కానీ దద్దోజనం పులిహార చక్కెర పొంగలి అలాగే ఫ్రూట్స్ కూడా పంచడానికి ముందుకు వచ్చున్నారు అవన్నీ మనం స్టాల్స్ రూపంగా ఏర్పాటు చేసి వచ్చి భక్తులందరికీ వచ్చే దారిలో తీసుకుని ప్రసాదంగా తీసుకోవడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఒక స్వచ్ఛంద సంస్థ పూర్తిగా ఆ రోజంతా మనకి కదంబం ఇస్తామని చెప్పేసి ముందుకు వచ్చున్నారు ఆ కదంబం కూడా ఆ రోజు వాళ్ళకి భక్తుడు ఎంత తినగలిగితే అంత పెట్టే విధంగానే వాళ్ళు ముందుకు వచ్చిన్నారు కాబట్టి వచ్చిన ప్రతి భక్తుడికి స్వామివారి ప్రసాదం దద్దోజనమా చక్కెర పొంగల పులిహార ఏదో రూపంగా వాళ్ళకి ప్రసాదం అందించాలనేది ఆ విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుందండి ఏదైతే మనం దర్శనానికి వచ్చే భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు కాబట్టి అందరినీ పైకి వెహికల్స్ ద్వారా మనం తీసుకొచ్చే వాళ్ళ వెహికల్లో అలౌ చేయలేం కాబట్టి మనం కొన్ని పికప్ పాయింట్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది పదిహేను వందల టికెట్ అలాగే వెయ్యి రూపాయల టికెట్ మూడు వందలు అలాగే ఏదైతే ఫ్రీ సర్వదర్శనం ఉందో ఒక యాభై ఆరు బస్సులు ఆర్టీసీ నుంచి మనం అద్దెకి తీసుకొని ఆ రోజు ఫ్రీగా అన్నది మనం ట్రాన్స్పోర్టేషన్ భక్తులకు ఏర్పాటు చేయడం జరిగింది ఈ పదిహేను వందలు వెయ్యి టికెట్ తీసుకున్న భక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు కారులో వాళ్ళు ఓన్ కారులో వచ్చినట్టయితే మనం ఏదైతే మన పార్కింగ్ ప్లేస్ చూపించామో అక్కడ వాళ్ళు కార్ పార్కింగ్ చేసుకున్నట్టయితే మనం ఏసీ బస్సులు కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము ఆ బస్సుల్లో తీసుకొచ్చి వాళ్ళకి దర్శనం చేయించడం దర్శనం తదనంతరం ఏ పాయింట్లో అయితే వాళ్ళని పికప్ చేసుకున్నామో అక్కడ డ్రాప్ చేయడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అలాగే జీవీఎంసీ కమిషనర్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ప్రతి పార్కింగ్ ప్లేస్లో ఏదైతే మనం పికప్ చేసుకునే పాయింట్ చెప్పుకున్నామో అక్కడ డ్రింకింగ్ వాటరు అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కూడా పర్టికులర్ గా పెట్టమని చెప్పున్నారు ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా పెడుతున్నాం ఆ పాయింట్స్లో టాయిలెట్స్ కూడా లేడీస్కి అయితే నాలుగు టాయిలెట్స్ జెంట్స్కి అయితే రెండు టాయిలెట్స్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుందండి